hi friends welcome to my channel మనం ఒక్కసారి ఇడ్లీ పిండి తయారు చేసుకుంటే కనుక చాలా రకాలైన టిఫిన్ ఐటమ్స్ని లేదా స్నాక్ ఐటెంని కూడా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు ఒక స్నాక్ ఐటెంని చూపించబోతున్నాను దీన్ని టిఫిన్ కింద కూడా వాడవచ్చు అదేంటంటే ఇడ్లీ పిండితో వేడి వేడి పుణుకులు దీని తయారీకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు రెండు పచ్చిమిరపకాయలని సన్నంగా చేసుకున్న ముక్కలు కరివేపాకు ఒక రెమ్మ ఇలా చిన్నగా ముక్కలు చేసి వేసుకోవాలి అలాగే అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో పావు కప్పు బియ్యం పిండి వేసుకుని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ పిండి గట్టిగా అయిపోయింది కదా ఇలా ఉంటే కనుక మనకి పుణుకులు పర్ఫెక్ట్గా రావు కాబట్టి తగినన్ని నీళ్లు పోసుకుని అంటే మనం ఇడ్లీ వేసుకోవడానికి ఏదైతే బ్యాటర్ ఉంచుకుంటామో దానికన్నా కొద్దిగా గట్టిగా ఉంచుకోవాలి అలా అయితే కనుక పుణుకులు పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఈ విధంగా తయారు చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఫైనల్లో మనం ఉప్పు కూడా వేసేసుకుని మొత్తం కలిసేలాగా కలిపేసుకుని పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఈలోగా పుణుకుల్లోకి ఒక చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం అదేంటంటే పుట్నాలు అల్లం కలిసిన పచ్చడి దీనికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అది వేడయ్యాక పావు స్పూన్ ఆయిల్ వేసుకుని పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి పచ్చడికి సరిపడా అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే మూడు చిన్న అల్లం ముక్కలు సరిపడా ఉప్పు ఒక స్పూన్ బెల్లం పౌడర్ కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగో ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పోపు కోసం కొద్దిగా మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకుని పోపుని పచ్చడి పైన వేసేసుకోవాలి అంతే మన పచ్చడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పునుకులు కూడా రెడీ చేసేసుకుందాం దానికోసం స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత చూడండి ఈ విధంగా గిన్నెకి అంచు నుండి పిండిని తీసుకుంటూ ఆయిల్లో ఇలా వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే కనుక పుణుకులు చాలా పెర్ఫెక్ట్ షేప్లో వస్తాయి మనం మామూలుగా వేసుకుంటే అంత పర్ఫెక్ట్ షేప్లో వస్తాయో రావు చెప్పలేం ఇలా వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అనేది చూసారా ఎంత చక్కగా వచ్చాయో కొద్దిగా వేగిన తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉండాలి అలా అయితే పుణుకులు అన్ని వైపులా చక్కగా వేగుతాయి చాలా చక్కని కలర్లోకి మారుతున్నాయి కదా పుణుకులు ఇదిగో ఈ విధమైన గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని దానిపైకి ఈ పుణుకుల్ని తీసేసుకోవాలి చూసారా ఎంత పెర్ఫెక్ట్గా వచ్చాయోను ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా అల్లం పుట్నాలు చట్నీ ఈ కాంబినేషన్ తోటి ఉల్లిపాయ ముక్కలు కూడా అద్దుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పునుకులకి ఈ చట్నీ కాంబినేషన్ అద్దిరిపోతుంది ఈవినింగ్ స్నాక్ లాగే ఇలా పెడితే కనుక పిల్లల నుంచి పెద్దాళ్ళ వరకు లొట్టలు వేసుకుని తింటారు మీరు కూడా ట్రై చేస్తారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే ఛానల్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ